கலைக்கு மந்திரமே నీ ఇంతకు ముందు ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది కానీ అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ పొట్టిలెన్న ఇందుకి నెత్తికి మట్టి మొట్ట వచ్చవలే number one number two number two one అల్లుడు కాదు